ఐరావతం ఇంద్రుడు యొక్క ఖగోళ సవారీని సూచిస్తుంది మరియు తద్వారా పాలించే శక్తిని సూచిస్తుంది శాంతి మరియు శ్రేయస్సు ఈ స్థాపించబడిన శక్తి యొక్క ప్రభావాలు అత్యంత పూజించబడే దేవతలలో ఒకరైన గణేశుడు కూడా ఏనుగుతో సంబంధం కలిగి ఉంటాడు అతను ఏనుగు ముఖంతో గజానన అని ప్రసిద్ధి చెందాడు ఐరావతం జననం హిందూ గ్రంథాలలో ఐరావతం ఒక మచ్చలేని తెల్లని అపారమైన ఏనుగుగా చిత్రీకరించబడింది అతను నీటి నుండి పైకి లేచిన అన్ని ఏనుగులకు మూల పురుషుడు ఐరావతం యొక్క ఆవిర్భావం గురించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి పురాతన లిపి యొక్క ఒక సంస్కరణ ప్రకారం ఐరావతం దేవతలు మరియు అసురులు రాక్షసులచే మతనం చేయబడినప్పుడు సముద్రం నుండి కనిపించింది సముద్ర మతనం సమయంలో ఉద్భవించిన పద్నాలుగు ఆభరణాలలో అతను ఒకడు విష్ణువు మరియు అసుర రాజు బాలి నుండి అనుమతి కోరిన తరువాత ఇంద్రుడు ఐరావతాన్ని తన ఖగోళ వాహనంగా అంగీకరించాడు ఐరావతం ఇంద్రుని రాజ్య స్వర్గానికి కూడా కాపలాదారు మాతంగళిల ప్రకారం బ్రహ్మదేవుడు ఒకరోజు బంగారు గుడ్డు ముందు బ్రహ్మాండ అనంత విశ్వం లో పవిత్ర వేద శ్లోకాలను పాడాడు మొదట గరుడు జన్మించాడు మరియు మిగిలిన సగం నుండి ఐరావతం మరో ఏడు ఏనుగులతో ఉద్భవించింది కార్డినల్ పాయింట్లను కాపాడే ఎనిమిది దేవతలు ఈ ఎనిమిది మగ ఏనుగులపై కూర్చున్నారు ఇవి ప్రతి మండలాన్ని రక్షించడానికి ఉపయోగించబడ్డాయి ఆ తరువాత ఏనుగు సోదరులు ప్రపంచంలోని ఎనిమిది దిక్కులకు సంరక్షకులు అయ్యారు మరియు ఐరావతం అతని ప్రాధాన్యత మరియు ప్రత్యేకత కారణంగా తూర్పునకు పోషకుడిగా మారారు రాజు పృథు మొదటి పవిత్ర పాలకుడిగా పరిగణించబడ్డాడు విష్ణువు యొక్క అవతారం అతన్ని అన్ని ఏనుగులకు రాజుగా ప్రకటించాడు నామకరణం సంస్కృతంలో ఐరావతం అనేది ఇరా అనే మూల పదంతో కూడి ఉంటుంది దీని అర్థం నీరు జల్ ఐరావతం దాని మతనం సమయంలో పాల సముద్రపు నీటి నుండి పైకి వచ్చింది కాబట్టి అతనికి ఐరావత అని పేరు పెట్టారు ఐరావతం యొక్క ఇతర పేర్లు అభ్రమతంగా మేఘాన్ని చేసేవాడు నాగమల్ల యుద్ధంలో పాల్గొనేవాడు అర్కసోదర సూర్యుని సోదరుడు ఎరావాన్ లో శ్వేతస్థి తెల్లగా ఉన్నవాడు గజరాగ్రణి ఏనుగుల రాజు వివాహం మరియు వారసులు హిందూ ఇతిహాసం రామాయణం ప్రకారం ఐరావతం అభరము అనే ఆడ ఏనుగును వివాహం చేసుకుంది అతని మొదటి వారసుల తెల్లటి రెక్కల ఏనుగులు ఎగరగలిగాయి కానీ ఋషులు వాటిని శపించారు కాబట్టి వారు ఎగరగల సామర్థ్యాన్ని కోల్పోయారు కానీ భారతదేశంలో తెల్ల ఏనుగులు ఆకాశంలో తెల్లటి మేఘాలను సృష్టించేవి అని ఇప్పటికీ ప్రజలు నమ్ముతారు స్వరూపం ఐరావత ఏనుగు హిందూ గ్రంథాలు మరియు పురాణాల ప్రకారం ఐరావతం నాలుగు దంతాలు మరియు ఏడు ట్రంక్లతో జన్మించింది అతను సహజమైన తెల్లగా ఉన్నాడు ఐరావతం పది దంతాలు ఐదు ట్రంక్లు మరియు పది దంతాలతో జన్మించిందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి ఒక్కొక్కటి పది దిశలను సూచిస్తాయి అతనికి మూడు లేదా ఐదు తలలు ఉన్నాయి కానీ ఇప్పటికీ అతను చాలా సాధారణంగా కనిపించాడు రామాయణంలో ఐరావతం రామాయణం ప్రకారం ఐరావత తల్లి పేరు ఐరావతి కాబట్టి అతనికి ఐరావత అని పేరు పెట్టారు జాంబవాన్ లేదా జాంబవత్ బ్రహ్మదేవుడు సృష్టించిన అపారమైన పవిత్రమైన ఎలుగుబంటి రాముడు తన వనవాస సమయంలో తల్లి సీతను కనుగొనడానికి సహాయం చేయడానికి హనుమంతుని తోకను ఐరావతం యొక్క ట్రంక్తో పోల్చాడు మహాభారతంలో ఐరావతం శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడికి సలహా ఇస్తున్నప్పుడు అతను తనను తాను గుర్రాల ఉచ్చైశ్రవుడిగా మరియు ఏనుగుల ఐరావతంగా వర్ణించాడు భీష్మపర్వం ప్రకారం ఆర్యావర్తం యొక్క ఉత్తర భాగానికి కురు బదులుగా ఐరావతం అని పేరు పెట్టారు మహాభారతం ప్రకారం ఒకరోజు వేద వ్యాస ఋషి ధృతరాష్ట్ర రాజును సందర్శించినప్పుడు అతను తన రాజ్యం యొక్క సంపద మరియు కీర్తిని నిలుపుకోవడానికి నివారణ గురించి చెప్పమని వేద వ్యాసుడిని అభ్యర్థించాడు ఋషి గజలక్ష్మి పూజ గురించి రాజుకు వివరించాడు అందులో అతను ఐరావత ఏనుగును పూజించడం యొక్క ప్రాముఖ్యతను చెప్పాడు అప్పుడు ధృతరాష్ట్రుని భార్య గాంధారి ఐరావత ఏనుగును పూజించడానికి నగరంలోని ప్రముఖ స్త్రీలందరినీ ఆహ్వానించింది అయితే ఆమె పాండవుల తల్లి కుంతిని ఆహ్వానించలేదు వారి తల్లి కృంగిపోవడం చూసి అర్జునుడు తన ఆయుధాన్ని ప్రయోగించాడు మరియు స్వర్గం నుండి ఏనుగు ఐరావతం వద్దకు వచ్చాడు గాంధారి రాజభవనంలో గుమిగూడిన స్త్రీలందరూ కుంతి రాజభవనానికి వచ్చి ఐరావత ఏనుగును పూజించారు ఈ విధంగా ఐరావతం అర్జునుడికి తన తల్లి గౌరవాన్ని కాపాడటానికి సహాయం చేసింది సముద్ర మతనం మరియు ఐరావతం దుర్వాస మహర్షి ఇంద్రునికి సువాసనగల పూల దండను బహుమతిగా తెచ్చాడు కాని ఇంద్రుడు ఈ బహుమతిని పట్టించుకోనంత మత్తులో ఉన్నాడు అతను ఆ దండను ఐరావతం యొక్క ట్రంక్ మీద కొంతకాలం వేలాడదీశాడు అతను దానిని నేల మీద విసిరి తన పాదాలతో తొక్కాడు ఈ అగౌరవ ప్రదర్శనకు కోపోద్రిక్తుడైన దుర్వాసుడు ఇంద్రుడు తన తేజస్సునంతా పోగొట్టుకుంటాడని శపించాడు అదే సమయంలో అమరావతి నుంచి లక్ష్మీదేవి మాయమైంది ప్రపంచంలో చీకటి అలుముకుంది అంతా ఫలించని మరియు ఆనందం లేకుండా మారింది దుఃఖించిన దేవతలు విష్ణువు వద్దకు వచ్చారు లక్ష్మి ఆదిమ క్షీరసాగరంలో కరిగిపోయినందున సముద్రాన్ని మతనం చేయడం ద్వారా మాత్రమే ఆమెను తిరిగి తీసుకురాగలమని చెప్పాడు అందువలన సముద్ర మతనం దేవతలు మరియు రాక్షసుల ప్రమేయంతో ప్రారంభమైంది జైన మతంలో ఐరావతం ఐరావతం హిందూ మతంలోనే కాకుండా జైన మతంలో కూడా చిత్రీకరించబడింది జైన పురాణం ప్రకారం రిషభదేవ విష్ణువు యొక్క ఇరవై నాలుగో అవతారం లేదా అవతారం మరియు జైనమతం యొక్క మొదటి తీర్థంకరుడు జన్మించిన సమయంలో కి